we have in the previous classes discussed something about the basics of introduction introduction ఎలా రాయాలి ఒక ఎస్ఏకి పరిచయం ఏ మాదిరిగా ఉండాలని చెప్పి మనం డిస్కషన్ కంటిన్యూ చేసుకున్నాం అందులోనే we have already completed about the very first component అంటే ఫస్ట్ కాంపనెంట్లో మనము ఇంట్రొడక్షన్లో కీ వర్డ్స్ అంటే కీ పాయింట్స్ ఏమేమి చెప్పిన నేను with in introduction you will be first of all going for begin with the quote. Yes or no? Okay. Quotation which is relevant to the title. ఏదైతే టైటిల్ అడిగారో దానికి రిలవెంట్గా రిలేటెడ్గా కోర్ట్ అన్నది ఉండాలి after that I have said if the question is asked in a statement based form ఓకేనా ఒకవేళ క్వశ్చన్ స్టేట్మెంట్ బేస్డ్లో అడిగితే then I have ask you to explain the statement okay కానీ ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ అని చెప్పిన but it should not be rewritten okay rewrite the statement is this దాన్ని అలౌ చేయము దాన్ని పర్మిట్ చేయము ఎందుకు అనంటే our agenda here is not complete eight hundred words అది గెటింగ్ పాయింట్ ఇట్లా మన ఎజెండా ఎప్పుడు కూడా ఎనిమిది వందల వర్డ్లు రాసి వస్తే మన పర్పస్ అయిపోయిందని అనుకోవద్దు always examiner should feel that you know lots and lots of content you have a, a, a huge content which is imbibed in your brain and ఎగ్జామ్కి ఇంకొక రకంగా ఎలా అనిపించాలంటే ఎనిమిది వందల వర్డ్స్ ఇతనికి సరిపోవట్లేదు అని చెప్పి అనిపించాలి okay so when when when when can the examiner feel that your word limit is not enough ఇంకా మై క్వశ్చన్ ఇస్ క్లియర్ మీకు ఇచ్చినటువంటి స్పేస్ మీకు ఇచ్చినటువంటి ఐడియా ఏదైతే ఉందో వర్డ్ లిమిట్ అది సరిపోవట్లేదు ఇంకా నా దగ్గర ఎక్కువ కంటెంట్ ఉన్నది కానీ చూపించలేకపోతున్నా అని చెప్పి ఎగ్జామ్లకి ఇప్పుడు అర్థమవుతుంది బ్రీఫ్ ఓవర్వ్యూ ఎస్ ఎప్పుడు అర్థమవుతుంది ఎగ్జామ్లో మన బంధువు అయితే ఎస్ వెన్ దానికి ఒక టెక్నిక్ చెప్తాం when you're representing multiple data or facts in a flow diagram okay మీ ఎస్ఏఎస్లో flow diagrams are permitted they are allowed okay so what you mean by flow diagram here flow diagram అంటే only those diagrams are permitted in the examination which are informative ఓకేనా ఫ్లో డయాగ్రామ్ అంటే you will be making some idea. For example, you are writing about the defence technology of India భారతదేశ రక్షణ రంగం అని చెప్పి రాసి దాంట్లో అనురంగాలు క్లియర్ కనెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా you will be representing in a flow diagram okay ఈ డయాగ్రామ్ వేస్తే ఎగ్జామినర్కి ఏమనిపిస్తుంది he is filled with content okay ఆ ప్రాసెస్ అన్నది this requires a rigorous practice and time రెండింటి వల్ల కూడా అది సాధ్యమవుతుంది చెప్తాను okay after explanation of the statement you will be going for elaborating of the statement yes or no elaborating of the statement but with any logic or a fact or an example or a event or something okay మీరు రాసినటువంటి second very line first line ఏముంటుంది quote. Second line, explanation of the statement. Third line, I to elaborating of the uh, uh, line which is already written. Next, uh, fourth line of your introduction should be creation of curiosity or suspense. The fourth line would be creating a suspense. What kind of a suspense you will create? Whatever will be revealed in the main body. Main body ki, ante, it is like a gate pass to go to the main party సార్లో మీరు ఒక్కరే కాదు మీతో పాటు you are also taking the examiner along with you to the main party that is where we call it as a suspense okay కొద్దిసేపటి క్రితం క్రితం Rohit spoken to you much about cinemas okay ఆ సినిమాని ఈ సినిమా అని చెప్పి he was trying to yes definitely it is answer writing or essay writing is definitely a movie okay you are a director okay మీరు ఆడియన్స్ని ఎట్లా బాగా తీసుకుపోతారో కానీ ఇక్కడ ఆడియన్స్ మాత్రం ఒకే ఒక్కరు ఉంటారు క్లియర్ ఇక్కడ నేనుంటా లేదా వేరే ఎవాల్యుయేటర్స్ ఉంటారో అక్కడ మాత్రం మీ టీఎస్పిఎస్సీఏ మీ ఆడియన్స్ ఎంత బెటర్ వేలో మీరు ఇంప్రెస్ చేయగలిగితే that is how you can actually get a good scores okay good score అంటే what is a good score even if you're getting sixty percent in your mains examination out of nine hundred మొత్తం తొమ్మిది వందల మార్కుల పేపర్ అది నైన్ హండ్రెడ్కి సిక్స్టీ పర్సెంట్ వస్తే you will be Telangana topper clear all of you Telangana state first rank అంటాం కదా విన్నర్ ఎప్పుడన్నా వినలేదు <clears throat> Telangana group one first group one మీదే కాబట్టి మీరు ఉండరు Telangana group one state first ranker ఎవరండి కానీ <clears throat> కొన్ని నెలల్లో వినబోతున్నారు you will have to feel that I have set the first class only you will have to feel like a officer then this will be a just process to become an officer ఇదొక ప్రాసెస్ మాత్రమే మధ్యలో ఉన్నది మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇదొక స్టేజ్ మాత్రమే సేనో it's a preliminary stage it's a mains stage మీ మీరు ఆఫీసర్గా మారడానికి ఇది ఒక స్టేజ్ అనుకోవాలి ఇట్ ఇస్ నాట్ అ పరీక్ష it is not a big examination altogether ఆ యాటిట్యూడ్ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మీలో ఎప్పుడైతే వస్తుందో this will be a cake walk for you okay so last class I have given you task to go through some society related topics. How many of you are done with that? Not completed. Okay, I've shared some, uh, some sheet with you today. If I, uh, sheet ఉందా అందరి దగ్గర శేషు ఒక షీట్ ఇవ్వ నాకు is there any anything extra లేదు సో ఇక్కడ ఈ షీట్లో we have given few titles ఎందుకంటే లాస్ట్ క్లాస్లో we were discussing lots and lots of titles which does not have any fixed propaganda altogether okay అందుకొరకు uh, ఈ షీట్లో మీరు ఒక్కసారి గమనిస్తే మీకు ఇంట్రొడక్షన్కి మాత్రమే స్పేస్ ఇవ్వడం జరిగింది can you notice that I said lots and lots of practices we will do only on introduction okay introduction మీదనే మనం ఎక్కువ పని చేయబోతున్నాం ఇంట్రడక్షన్ అయ్యిందంటే main body and conclusion are very very easy కానీ ఇంట్రడక్షన్లో what should not be there ఏది ఉండద్దు ఏది ఉండాలి introduction I said it is the first impression to the examiner yes or no when I say introduction is the first impression what kind of impression you will make okay కోర్టుతో మీరు ఇంప్రెస్ చేయొచ్చు okay with your quotation you can also impress the examiner with any fact with any short story short stories are permitted they are allowed దాన్ని అంగీకరిస్తాం మనము ఓకే కానీ ఇంట్రడక్షన్లో ఏది ఉండకూడదు that is very very important అది ఏది ఉండదంటే యువర్ ఒపీనియన్ మీ అభిప్రాయం అన్నది ఇంట్రడక్షన్లో ఎప్పుడు కూడా ఉండదు for example if you take the caste system in India suppose this the title given in the sheet ఈ క్యాస్ట్ సిస్టమ్ మీద మీ అభిప్రాయం పరిచయంలో ఎప్పుడు కూడా ఉండకూడదు it can be replicated in the conclusion that too I have set ఏదైతే మీ అభిప్రాయమో don't take a blame on yourself it should not be your individual opinion altogether it should be a collective opinion if you feel caste system should be completed then you take it on behalf of somebody according to the expert committee the caste system should be completed according to the recommendations of uh, uh, ministry of something there should be a reservation on the basis of economic status but not caste status what is the purpose of coming across with the caste social and economic well-being yes, sir. what is dr ambedkar said about the idea of caste system social and economically if somebody is poor then the caste system will be uh, taken into consideration and we will be providing up with the reservation. Right now if you observe, socially who are poor? సామాజికంగా ఎవరు పేదరికంగా పేదరికంలో ఉన్నారు socially who are poor yes socially socially సామాజికంగా ఎవరు పేదవాళ్ళు అని అంటే yes the untouchables are the poor socially Who are called untouchables? Again, we should go to the later Vedic ages. According to the later Vedic ages, what it says, though suppose this is the God. Okay ఇది దేవుడు భగవంతుడు అని అనుకుంటే దేవుని తల నుండి వచ్చిన వారిని ఏమంటామా Brahmins shoulders of the God Kshatriya stomach of the God Vaishya feet of the God Shudras okay this is that hierarchy which we have created once upon a time so మీ ఇంట్రొడక్షన్లో ఈ పిక్చర్ అన్నది రిప్లికేట్ కావాలి Clear all of you? And once you are going with that, then definitely examiner come to a conclusion in the introduction only that you know lot and lot which is about to be presented going to the main body. అంటే మీ మెయిన్ బాడీకి వెళ్ళే కొద్దీ ఎగ్జామినర్ని మీతో పాటు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మీరు ఎక్కడ చేస్తున్నట్టు okay and when we speak about the caste system we have introduce reservations reservation to SC ST BC minority women handicap so on వీళ్ళందరికీ కూడా మనం రిజర్వేషన్ను ప్రొవైడ్ చేస్తూ ఉన్నప్పుడు what we're trying to uplift yes or no upliftment is the main purpose economically somebody is becoming poor clear once economically if somebody is becoming stronger okay ఆర్థికంగా ఒక వ్యక్తి లాభాల్లోకి వెళ్ళిపోతే న్యాచురలీ సామాజికంగా కూడా లాభాల్లోకి వెళ్ళిపోతుంది The, society, the respect in the society increases. This is what the agenda. Yes or no? If suppose you are all there, you are all preparing for uh, uh, TSPSC or UPSC or any other examination. Once you clear this examination, you will be called an officer. మీరు ఈ పరీక్షలో విజయం సాధించిన తర్వాత మిమ్మల్ని ఒక అధికారిగా గుర్తిస్తారు ఎసార్ను అధికారిగా గుర్తిస్తారు కానీ ఎప్పుడు కూడా ఒక దళిత అధికారి అని చెప్పి వినుండరు ఎసార్ను You will be called an IAS, not a SC IAS, ST IAS, BC IAS, women IAS, minority IAS. Nobody will call you like that. IAS meaning you are economically uplifted. On the other hand, ఒక కుటుంబంలో ఒక ఐఏఎస్ అయితే దళిత కుటుంబంలో న్యాచురలీ ఆ కుటుంబం will grow excel the family members will excel the relatives will excel yes or no మీరు ఐఏఎస్ అయితే మీ ఇంట్లో వాళ్ళు they will feel proud of you yes or no మీ డిప్యూటీ కలెక్టర్ ఇప్పుడు అయ్యారు అనుకోండి who is the first person to feel happy after మీ నా తర్వాత your family will feel happy yes or no after that your relatives will also feel happy okay and it spreads అంటే మీరు ఒక్కరు మీ కుటుంబానికి ఫస్ట్ జనరేషన్ ఆఫీసర్ అయితే your entire family will remember you you will be an example మీరు ఒక ఉదాహరణ చిన్నపిల్లలు స్కూల్ పోయేటోళ్ళు కాలేజ్ పోయేటోళ్ళు అందరికీ కూడా మిమ్మల్ని ఎగ్జాంపుల్గా ఆ అమ్మాయిలా చదువుకుంటే ఐఎస్ అవుతారు అబ్బాయిలాగా చదువుకుంటే ఐఎస్ అవుతారు అని చెప్పేసి they will motivate by taking or citing your example you will be role model yes or no so ఆ పాయింట్ ఇక్కడ ఎకనామికల్ అప్లిఫ్ట్మెంట్ వస్తే naturally social upliftment is also possible so ఆ పాయింట్ని మీరు ఇక్కడ హైలైట్ చేయాలి whenever you write the exam essay on the caste అంతే కదా క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా భారతదేశంలో కుల వ్యవస్థ అని చెప్పి టైటిల్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే opinion should not be given what is it caste system should be completed you will some some time some time give there should not be caste system very first line somebody who has not prepared well వాళ్ళ పేపర్స్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది వారి వెరీ ఫస్ట్ లైన్ ఏముంటుందంటే caste system is a bad phenomena which is present in India since ages అంటే దాని అర్థమైంది that may be okay that may be okay but between the lines not the first line very first లైన్లో యూ షుడ్ నెవర్ కన్క్లూడ్ మీ అభిప్రాయం తెలిసిపోయింది నాకు you're not taking me to the main body you're not taking me to the conclusion all together getting the point similarly this if you would have done yesterday's research well నిన్న ఇచ్చినటువంటి టాస్క్ని బాగా రీసెర్చ్ చేసిందంటే ఈరోజు షీట్ అన్నది మీకు చాలా సులభం అవుతుంది బట్ అదర్వైజ్ ప్లీజ్ చేయొచ్చు చేయొచ్చు but if caste system is bad in India if uh, suppose that you, uh, you, you take into consideration any member of parliament famous member of parliament మీరు తీసుకోండి member of legislative assembly తీసుకోండి famous chief minister you can take like uh, ఏం పేరు లాలూ ప్రసాద్ the former chief minister of Bihar he have announced that there should not be the caste system should end he himself is a Yadav okay కానీ ah that can be mentioned in the introduction but if you mention so you cannot complete 800 words అర్థమైందా మన టాస్క్ ఏంటంటే మనము దానికి పాజిటివ్ ఎండ్ తీసుకుంటేనే ఎయిట్ హండ్రెడ్ వర్డ్స్ వస్తాయి నెగిటివ్ ఎండ్ తీసుకుంటే if you're going against the statement అంటే ఎగ్జామినర్కి వ్యతిరేకంగా మీరు వెళ్తే eight hundred words won't be possible that can be a conclusive statement okay అందుకే చెప్తున్నా opinion can't be accepted in the introduction okay it can be neutral it can be positive also okay న్యూట్రల్గా ఇంట్రడక్షన్ రాయడం suppose you're writing introduction let's practice two lines దాన్ని ఫిల్ చేయండి ఈ బాక్స్ని ఫిల్ చేయండి all of you fill the box everyone let us check how do you write okay రాయాలి వెనకాల రాసినా చదవండి పక్కన టైం కావాలా ఎస్ హలో పేరేం పేరు ఇక్కడ రెడ్ షర్ట్ రాయలేదు ఇంకా ఎస్ ప్లీజ్ రైట్ ఇంకా చదువు rich and poor. Whereas in India, the people are divided into the work they do in the name of caste. Occupation. Okay, very good. In India, there is a division on the basis of occupation. Yes, please. Pakana. Pink t-shirt. Huh. Somewhere in rural Rajasthan, in a small village near Jaisalmer, there are two tanks, one for the use of upper caste and the other for use of Very good. Yes, and how, how do you take the next line? Uh, I will explain the emergence of caste system and then I'll go into the uh, issues regarding the caste system. So you will have to go with the historical connect only. Okay. మీరు ఏదైతే రెండు బావిలు ఉన్నాయో ఒక బావి అప్పర్ క్యాస్ట్కి ఒక ట్యాంక్ అన్నారు కదా అప్పర్ క్యాస్ట్కి and the other is for lower caste this is what you can begin your introduction with okay దాన్ని హిస్టారికల్ పర్స్పెక్టివ్ తీసుకోవాలి in the ancient times people are divided according to varna system after the story immediately after the story you should take it okay and the similar system continued in the modern India also okay the origins నుండి మీరు తీసుకురావాల్సి వస్తుంది okay very good please yes hello Be- no problem at all. India being a secular country has the presence of various castes. Huh? The trace of the caste system can be seen from the later times. Okay. That's it. Okay. Huh, please. Caste system is an extended version of Varna system. Okay. Varna system came existence in the late early Vedic period. Hmm. It became started worse in the later. Done. Yes Caste is basically is a group of people in the so- societal hierarchy. Hmm. In India, caste is given by birth but not by the societal status. Hmm. It has its root- roots in the Vedic. period. Very good. See her point. In India, caste is being given on the parameter of birth, but not By the societal but not by the societal status. If you are born in a Dalit family, how much ever you are elite, మీరు ఎంత గొప్ప వాళ్ళైనా కూడా you will be called a Dalit okay so that upliftment should actually Come, ha please. Okay. Manuskriti widely like, regarded to be the most important book on Hindu law. Huh. Uh, and it will back at least thousand years before Christ. Okay. Uh, justifies the caste system as the basis of order. Okay. Regularity of society. Done. So, aging India. Aging India, Okay, huh. No, it's not a choice. <laughs> Everything you should actually attempt. Ha, please. Aging malo dam tarawat dam. Ha. One line you have written. caste system. See, again you are concluding. Okay, you are giving the opinion right away. Okay, that, that can be a last line of your essay, not the introductory line. Huh. So the burning topic is discussed every day. In the scenario, the government of India and state government introduced different schemes like EWS and BPL schemes to, um, to create No, no, no, no, no. if you want to go with the current correct ఎట్లా రాయాలంటే two persons are killed just because they are born in Dalit family. Comma. A woman got attacked by high caste person promoting discrimination. ఇట్లా ఇట్లా ఇట్లా డాట్స్ పెట్టి these are the news seen in India every now and then అని చెప్పి యూ విల్ టేక్ అర్థమైందా Caste system is a burning topic we are aware but with the suitable example two, two dalits are killed two adivasis are killed forest rights are not given adivasis are fighting for the rights over the forest these are every now and then seen or heard in newspapers which portrays that caste is a burning system burning issue not just in 21st century, but also in the older times. The origin, అక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి last not return yes anyone else left హా So Okay, okay. Done, done, done. Is there anyone left? All are done? Okay. So if you get a title on caste system, definitely uh, we will be expecting a wonderful quotation. Obviously, uh, something may be quoted by Mahatma Gandhi. Dalits will not be called Dalits but are known as Harijans, meaning they are the children of God. Uh, Dr. B.R. Ambedkar's quotation you can quote about the uh, liberty, equality and all those fraternity. Okay, so that quotation can actually be added in this. Okay, and when you come across with the caste system in India, you should be in and out knowing about the caste census, the population. Who are, who are more, which caste is dominated in our country and is the population increasing of that particular caste or is it declining okay The origins you will have to definitely know. Likewise, we will connect it. Next, if uh, we'll just understand the title because you will do your re- research and come. Okay. Aging India. Okay. If this is the title given, uh, how many of you are aware of this title? వృ- వృద్ధాప్య భారతదేశం విన్నర్ ఎక్కడన్నా ఇంక్రీజింగ్ ద నెక్స్ట్ టైటిల్ చూసి దాని తర్వాత దాని తర్వాత కింద ఉంది కదా should India introduce a mandatory one child policy okay ఇదే టైటిల్స్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగారంటే most of the students will have a common answer for both the titles just check should India have a mandatory one child policy one kid per family ऐसा कुछ है Is there something like that in India? Absolutely not. So the other title was, the third title was actually demanding population control. The second title, Aging India, was actually demanding about population rise and the protection. అర్థమైంది అందరికీ rise of population and the protection also because in India right now uh, we will be having something called demographic dividend. dividend zero years fifteen years fifty nine years and above that ఓకేనా సున్నా ఇయర్స్ నుండి పదిహేను సంవత్సరాల వరకు ఈ వయసు గల జనాభాని మనం ఏమంటామంటే డిపెండెంట్ పాపులేషన్ అంటాం ఏమంటామా డిపెండెంట్ పాపులేషన్ ఆధారపడే జనాభా వీళ్ళు చిన్నపిల్లలు ఎస్ఆర్నో వాళ్ళు వాళ్ళ తల్లి తల్లిదండ్రులపైన ఆధారపడతారు they are dependent on the parents fifteen to fifty nine years they are call working age population పని చేయవలసిన జనాభా they are call what working age population and above fifty nine above fifty nine again they are call dependent population because they get retired yes or no వాళ్ళ యొక్క వృద్ధాప్యం అన్నది ప్రారంభమవుతుంది వాళ్ళ రిటైర్మెంట్ అన్నది అయిపోతుంది కాబట్టి they should definitely be protected they are call why again what dependent population and according to the latest census ఈ జనాభా ఏజింగ్ జనాభా ఇండియాలో ఎంత ఉన్నారంటే ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు ఓకే వృద్ధులు so when that particular percentage of population is there how the government is taking care of them first of all you can connect it with ethics ఎథిక్స్తో దీన్ని కనుక మీరు కనెక్ట్ చేస్తే the the relationship between family and children can parent and children, the responsibility of the children to take care of the family. You can uh, uh, go the best example, which was actually uh, tweeted by Shashi tarur I suppose, very recently on the day of Diwali. There are two old parents, okay, celebrating Diwali because they have all the children settled abroad. Okay ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి సంతానం ఎవరు కూడా ఇక్కడ లేకుండా వారి దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఓకే సో ఆ స్టోరీతో you can actually begin otherwise you can begin like old age homes right now are increasing in number okay all NGOs civil society and everything they are setting up old age homes okay వృద్ధాశ్రమాలు అని అంటాం కదా అటువంటివి మనం సెటప్ చేస్తున్నామనంటే it means that the kids are not taking care of the parent the the children are నిట్ not taking care of the parent likewise you can connect and what the government does వీళ్ళకి ఏమైనా పెన్షన్లు ఇస్తుందా తెలంగాణ ఏమైనా పెన్షన్లు ఇస్తుందా వృద్ధాప్య పెన్షన్ తెలంగాణలో ఉన్నదా పక్క రాష్ట్రం ఆంధ్ర మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఏమైనా పెన్షన్లు ఇస్తున్నారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా హాస్పిటల్ హాస్పిటల్ అంటే హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమైనా ప్రపోజ్ చేసిందా likewise you will be researching and connecting this particular tactic I we got the point okay research చేస్తే మీకు వచ్చేస్తుంది it is not at all a difficult task okay next should India introduce a mandatory one kid పాల్ వన్ చైల్డ్ పాలసీ ఓకే దీన్ని మీరు చైనాతో లింక్ చేయాలి China have come across with the policy call one child policy ఓకేనా only one kid will be given birth in a family because China is going for over population explosion అంటే అత్యధిక జనాభా ప్రస్తుతం కలిగినటువంటి దేశం ఏంటంటే చైనా ఇంకొక ఐదారు సంవత్సరాల్లోనే we're going to defeat China clear and we will be the most populars country in the world clear of and it is not an achievement okay definitely మనం కూడా ఇండియాలో కూడా మనము డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూసుకోవాలి అంటే మన జా జాగ్ ఎంత ఉంది అంటే మన ఏరియా ఎంత ఉంది ఆ ఏరియాకి తగ్గ జనాభా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ సరిగ్గా ఉన్నారా లేదా ప్రతి స్క్వేర్ కిలోమీటర్లో how much population is seen represented density of పాపులేషన్తో కంపారిజన్ చేసుకుంటే already we have defeated China okay so ఆ పాపులేషన్ కంట్రోల్కి what are the measures you're taking nothing as of now okay and half of India half of India can be seen in the eastern belt UP నుండి స్టార్ట్ చేస్తే కింద పోతే బీహార్ బీహార్ కింద పోతే వెస్ట్ బెంగాల్ మొత్తం ఎక్కడ చూసినా కూడా జనాభా జనాభా కనిపిస్తారు మీకు ఖాళీ ల్యాండే కనిపించదు మీకు clear of you once ride train of Uttar Pradesh ఉత్తరప్రదేశ్లో పోయి ఏదైనా ట్రైన్ ఎక్కండి ఉత్తరప్రదేశ్ జిల్లాలన్నీ తిరుక్కొని రండి క్లియర్ అది ఫస్ట్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ థర్డ్ ఏసీ కానీ స్లీపర్ కానీ ఎక్కడ రిజర్వేషన్ చేసుకున్నా కూడా జనాలు ఎక్కుతూనే ఉంటారు అంత జనాభా ఉన్నారు ఒక ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్ రోజు హడావుడి తెలంగాణ ఎంత శాంతియుతంగా మనం పరీక్ష రాసుకుని మన గ్రూప్ వన్ కానీ ఎస్ఐ కానీ ఇవన్నీ అలాంటి పరీక్ష శాంతియుతంగా నిర్వహించడానికి సాధ్యం కాదు అంత జనాభా రాస్తారు ఉత్తరప్రదేశ్లో పక్క రాష్ట్రాల నుండి బలగాలు పిలిపించుకోవాలి పరీక్షా కేంద్రాలకు the adjacent states will send the battalions to conduct the examination likewise the population explosion is seen in India కానీ అలాంటి రాష్ట్రాల్లో మనము కుటుంబ నియంత్రణ అంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ లేదా మెకానిజమ్స్ ఏమైనా కూడా తీసుకొని వస్తే definitely that is a greatest vote bank for the government also are the going to touch this subject or not China have come across with this idea of one kid per కానీ చైనా దాని తర్వాత మళ్ళీ దాన్ని రివైజ్ చేసింది two kid per family they are permitted for two kids not just one kid they can have two kids ఎందుకంటే చైనా దగ్గర ఈ జనాభా అత్యధికంగా ఉంది China is having majority of the population which are above fifty nine are above sixty they are of no use yes or no వాళ్ళ వల్ల వెల్ఫేర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ గవర్నమెంట్ చేయాలా వాళ్ళ వల్ల ఎకనామిక్ అవుట్పుట్ అయితే రాదు are getting the point very clear yes or no can Can expect a person of sixty five years age to come and work for Ramagundam factories ఎక్కడైనా పని చేయడానికి వాళ్ళు అర్హులా అబ్సల్యూట్లీ కాదు సో మీకు ఇది అర్థం కాదు ఏజింగ్ చైనా దాన్ని టూ కిడ్స్ పర్ ఫ్యామిలీ చేసింది ఎందుకనంటే their agenda is to increase this population భారతదేశంలో ప్రస్తుతం fifteen to fifty nine age group ఉన్నటువంటి జనాభా సిక్స్టీ ప్లస్ పర్సంటేజ్ ఉన్నారు అందుకొరకే ఇండియాని we call it as the youngest country in the world ప్రపంచంలో అత్యధిక యువశక్తి కలిగినటువంటి దేశం భారత్ ఓకే సో ఈ కంపారిజన్ మీరు చేయాలి it can be connected with the ethical angle connected with the economic angle connected with the societal angle also okay multi dimensional aging India sorry sorry should entry introduce one kit fund అదే చెప్తున్నా కదా people usually get confuse between these two అందుకే పక్కన పక్కన ఇచ్చిన కావాలని అర్థమవుతుంది అందరికీ దానికి దీనికి the presentation should actually differ okay next we have got one interesting title actually India journey towards digital democracy digital ప్రజాస్వామ్యం what you mean by this ah ah ah ah ever heard what is democracy ah rule by the people for the people and of the people okay India is the world's largest democracy ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య విధానం కలిగినటువంటి దేశం భారత్ ప్రపంచంలోనే అతి ప్రాచీన ప్రజాస్వామ్యం America the world's oldest democracy is of United States of America well the world's largest democracy is of India When we say that India is the largest democracy, what is the concept of digital democracy then? Why, why, why, why, do, we want, why do we want this? Digital is what I believe in, e-democracy, Digital democracy and e-democracy. Okay, why, why, why are we coming across with this concept? Please. Please, huh? Personal digital knowledge Right. how does democracy, how does this digitization help in improving decisions? Very good, very good. See, actually your first point which is about the awareness. Awareness was actually spread towards uh, through the digital India. There is no particular need of digital democracy. But your second point is definitely accepted, uh, but will take huh? Like? Mm. What is digital economy then? Digital? Economy. Like the RBI's new currencies. Ha, New currencies, UPIs, they are all promoting the digital economy. Cashless transactions. Very recently we observed it. Demonetization day. Yes or no? So what is the theme of demonetization? Making India cashless. Okay, cashless నగదు రహిత భారతదేశం అయిపోయింది కదా today there is an article two thousand notes are missing in India today ఈరోజు ఐ థింక్ హిందీలో ఇచ్చింది వై ఇస్ సో ఎక్కడ పోయిన రెండు వేల నోట్లు అన్నీ RBI print the currencies right RBI print the notes but nowadays the two thousand rupee notes are invisible మునుగోడిపోయినాయా ఏంటండి they are not in demand okay high network individuals చేతులకు వెళ్ళిపోయినాయి okay see see again this has both pros and cons being a professional bureaucrat you should take this into two directions ఓకేనా రెండు పాజిటివ్గా కూడా చూడాలి అండ్ నెగిటివ్గా కూడా దీన్ని చూడాలి క్రిటికల్ అనాలిసిస్ అంటాం దాన్ని క్రిటికల్ అనాలిసిస్ అంటే రెండు అభిప్రాయాలు you should play the role of both you observe the debate ఎస్ఆర్లో టెలివిజన్ డిబేట్స్ ఏమవుతాయి what happens in TV debates I recommend you to go for one TV debate not your ETV Sakshi TV nine గివి గార్ ఈ you should go for Rajya Sabha TV debates okay which are very very helpful in at least my paper నా ఎస్ఏ పేపర్లో మాత్రం it is definitely going to make you a perfect essayist I use the word okay essayist ఒక్కసారి మీరు పర్ఫెక్ట్ ఎస్ఏఈస్ట్ అయ్యారంటే మిగిలిన ఐదు పేపర్లు కూడా ఈజీగా రాయగలుగుతారు that will be a cake walk for you okay Rajya Sabha TV debate యొక్క ప్రాముఖ్యత ఏంటంటే after you complete the debate, the text will be given in the description. And even Each and every component will be given. And all the debates are constructive in nature, not destructive. Experts are allowed to participate in the uh, uh, uh Rajya Sabha TV debates. okay somebody who have done political sciences uh, uh, masters phds they are actually called to participate in rajya sabha tv okay అవి మీరు చూస్తూ ఉండండి అవి కూడా నేను చెప్తాను బట్ ఇక్కడ ఏం చెప్తున్నా ఇంతకుముందు వెన్ వీ స్పీక్ అబౌట్ ఈ democracy yes you should always believe in one point raising of the voice ప్రజాస్వామ్యంలో రెండు uh, uh, అవకాశాలు ఉంటాయి ఒకటి giving your vote after you give the vote you can demand for the service okay ప్రజలు నేను నేను ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నా ఒక ఎంపీని ఎన్నుకున్నా నేను ఓటు వేసిన ఓటు వేసిన తర్వాత I'm expecting something from him yes or no ఒకవేళ ఆ వ్యక్తి నేను నాకు పాజిటివ్గా రెస్పాండ్ కాకపోతే I can use all my ఈ టూల్స్ ఇక్కడ ఈ టూల్స్లో మీ మొత్తం ఎస్ఏ రివాల్వ్ అయ్యేది దేని చుట్టూ అని అంటే social media I getting the point very clear so expectation of the examiner దీంట్లో ఏముంటుందంటే social media role in democracy అంటే you should reframe the title then it becomes simplified it becomes easier to all of you okay ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క అభిప్రాయం ప్రజల చేత పాలన yes or no that is what is the core theme or the core idea of democracy so social media will be the key point here while you do research kindly at that particular point data localization huh. that is right to privacy reasonable restrictions doctrine ఉంటుంది that can definitely be added okay కొన్ని మినహాయింపులు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరినట్టు పాలన జరగదు sir no there are definitely some restrictions if you want the India should become a Hindu raj absolutely not possible basic structure was given in Keshavananda Bharati case, which will study in your polity okay basic structure principles ఇవ్వడం జరిగింది దాంట్లో వెరీ బేసిక్ ఎసెన్షియాలిటీ ఏంది India should be a secular state president should be the head of the country we cannot amend the constitution రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి గారు దేశానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి చేయొచ్చా చేయలేదు it's not possible Okay, reasonable restriction can definitely be added with respect to anything. I think uh, when we go to economy, I think uh, uh, that particular title of aadhar uh, and aadhar and its protection that I will frame there. akkada me data privacy adantha kuda can be better used there actually. Okay. Mm. ha e voting yes praja uh, e democracy can definitely come across right e voting e election ఈ ఏమంటారు దాన్ని ఓటర్ ఐడి కార్డ్ ఈ voter ID cards okay alternative voter IDs voter ID లేకపోయినా కూడా వేరే వేరే కార్డులన్నీ కూడా తీసుకొని పోయి ఓట్ వేయచ్చు అంటే not ATM and debit cards but other photo identity proof cards can actually be taken okay so can I assume that these four titles you will do research yes or no ఈ నాలుగు టైటిల్ల పైన మీరు మీ రీసెర్చ్ చేసి ఈ బాక్స్ మాత్రమే కాదు ఫిల్ చేయాల్సింది ఆ బాక్స్తో ఇంట్రడక్షన్ ఫిల్ చేసి నాకు ఇస్తారు ఆ తర్వాత మెయిన్ బాడీ కూడా మీరు ఎట్లా రాయాలో మీకు ఒక మైండ్ సెట్ అనేది డెవలప్ చేసుకుంటారు come back this is very interesting title actually paradox paradox of paradox అంటే వివిధ అభిప్రాయాలు multiple opinions or multiple thoughts on a single subject paradox of uh, secularism as witnessed in India. Okay, paradox of secularism. Secularism have got different connotations. What is secularism? Laukika Vidhanam Government will not intervene or will intervene? Treats all the religions. Ha ha ha. Doesn't come in the government. Okay, okay, okay. Inka? Ha, see. when we speak about the secularism, the idea of secularism, yes, uh, there can be positive secularism, there can be negative secularism. Okay, now the government taking over the control of religion, Prabhutvam, oka మతాన్ని tana చేతుల్లో తీసుకుంటే That is called negative secularism. Government is intervening into the religious affairs. ఆ మత ప్రచారానికి కానీ మత బోధనకు కానీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయితే అది నెగటివ్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఇది మనకు వెస్టర్న్ కంట్రీస్లో కనిపిస్తుంది ఓకేనా వెస్టర్న్ కంట్రీస్లో you might heard of an institution call church విన్నర్ ఎప్పుడైనా చర్చ్ అని వినే ఉంటారు okay so the church is such an institution which does make a law which implement the law which interpret the law ఒక చట్టాన్ని రూపొందించేది చర్చ్ ఆ చట్టాన్ని అమలు చేసేది చర్చ్ ఆ చట్టాలు సక్ర సక్రమంగా అమలవుతున్నాయా లేదా వెరిఫై చేసేది కూడా చర్చ్ మన దేశంలో ఇదెవరు చేస్తారు పార్లమెంట్ ఇదెవరు చేస్తారు ఎగ్జిక్యూటివ్ ఇదెవరు చేస్తారు జ్యుడిషియరీ రిలీజన్ అన్న పాయింట్ని వీళ్ళకు సంబంధం లేదు they are were intervened into the idea of religion which is the official religion of India no religion భారతదేశంలో ఏ మతాన్ని కూడా అధికారిక మత అధికారిక మతంగా మనం పరిగణించం because India is not a theocratic country yes or no India is not a theocratic country theocratic దేశం అంటే అధికారిక మతం కలిగినటువంటి దేశాలను మనము థియోక్రాటిక్ కంట్రీస్ అంటాం but India is not having any official religion India is forming or establishing from the very principles called secular concept and when you come across with the secular concept definitely uh, you will be enjoying presenting a, a essay to this కానీ core types of secularism positive secularism అంటేంది నెగటివ్ సెక్యులరిజం అంటేంది ఇండియా ఎటువంటి లౌకిక విధాన విధానాన్ని అమలు చేస్తూ ఉంది what kind of system is seen adapted by India everything you can actually conduct and ఇక్కడనే మీరు you will be taking into health two important subjects one is your society one is your polity one is your economy also ఓకేనా ఎకనామిక్ స్టాటిస్టిక్స్ ప్రకారం who are contributing more to the growth you might heard of one five year plan there is Hindu growth rate why it is call Hindu growth rate I think it was during Rajiv Gandhi సరా రాజీవ్ గాంధీ టైం పీరియడ్లో మనకు ఈ సంవత్సరం వచ్చినటువంటి వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా హిందూ గ్రోత్ రేటుగా మనం దాన్ని కెనోట్ చేయడం జరిగింది ఓకే ఎందుకనంటే we call it as Hindu growth rate the only reason is we were comparing with another nation call South Korea ఏ దేశంతో కంపేర్ చేసుకున్నాం మనం సౌత్ కొరియా సౌత్ కొరియాకి మనకు ఆల్మోస్ట్ ఒకేసారి స్వాతంత్రం అనేది వచ్చింది అప్పుడు సౌత్ కొరియా ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది ఇండియా ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది how India is growing how South Korea is growing and we have compared both ఇద్దరిని కూడా మనం కంపేర్ చేసి ఇండియాలో వచ్చినటువంటి గ్రోత్ను హిందుస్థాన్ గ్రోత్గా రాజీవ్ గాంధీ చెప్తే దాన్ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్గా మనం మార్చి ఒక కాంట్రవర్సీకి దారి తీయడం జరిగింది ఓకేనా so that actually should be understand okay so economic యాంగిల్లో who contribute more to the economy obviously those are into majority ఓకేనా మెజారిటీ ఎవరు ఉంటారో వాళ్ళే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారో ఎకనామిక్ యాంగిల్లో కూడా మీరు దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు పాలిటీలో you will be connecting with twenty five to twenty eight articles okay in fundamental rights there is article twenty five సెలెకర్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ తక్ okay you should have clear cut knowledge అంటే అన్ని సబ్జెక్ట్స్ యొక్క నాలెడ్జ్ ఉండాలి ఇట్స్ ఎస్ఐ ఇస్ అ కలయిక of all the subjects okay అంటే it's amalgamation, it's a mixture of all the subjects. Yes or no? That needs to be understood. Huh. <clears throat> refugee migration. This is another important debatable topic in our society. Uh, it was nowhere important before 2019. రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు రెఫ్యూజీ క్రైసిస్ అన్నది ఎక్కడ no UPSC no state PCS ఎవరు కూడా దీన్ని ఫోకస్ చేయలేరు కానీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో CAA citizenship amendment act national register of citizens ఈ రెండు నూతన చట్టాలు తీసుకొని వచ్చిన తర్వాత definitely it is increasing its scope clear though it is seen curtailed by the government it is seen uh, uh, taken by the government అంటే దాన్ని ఎక్కడ కూడా మనం అమలు చేయట్లేదు we are nowhere implementing that particular idea of CAA and NRC ministry of home affairs are given official press release with regard to this కానీ this is such a title where we can connect with Pakistan IR is not your SA title IR లేదు మీకు కానీ ఇట్లాంటి టైటిల్స్ వస్తే definitely you will be taking in to context your connect your international relations international relations అంటే particularly your neighbouring countries Sri Lanka నుండి తమిళులు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుండి హిందూస్ క్రిస్టియన్స్ జైన్ సిక్కి సిక్స్ పార్సీస్ ఆల్ దోస్ వీళ్ళందరికీ కూడా మనము భారత పౌరసత్వాన్ని కల్పించడం జరిగింది we have given or afforded the Indian citizenship from three countries. Eight countries are Pakistan, Bangladesh and Afghanistan. We have accepted all the religions coming from those three countries except Muslim, which have resulted into a greater controversy. CA, NRC protests were ongoing everywhere, Hyderabad, Delhi, uh, uh, Kerala, all the states have witnessed lots and lots of protests, anti-BJP, anti-NDA uh, uh government, anti-Modi slogans were given. clear all of you so likewise you will have to connect but this uh, can't be strict title on current connect this should also be taken back to your 1948 ఓకేనా నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత there is an article in Indian constitution call article six and article seven ఓకేనా that does not have any relevance today ఈరోజు దాని యొక్క ప్రాధాన్యత ఎక్కడ కూడా ఏమీ కూడా లేదు ఆర్టికల్ సిక్స్ ఏం చెప్తుందంటే people migrating from Pakistan to India will be given Indian citizenship but they should be migrated before July nineteen nineteen forty eight పంతొమ్మిది జులై నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కన్నా ముందు భారతదేశానికి పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారందరికీ భారత పౌరసత్వాన్ని మనం కల్పిస్తామని చెప్పి పేర్కొనడం జరిగింది కానీ ఆ డేట్ అనేది అలా July nineteen nineteen forty eight is such a date which is done away yes or no we are right now in 2055 2000 వినాలి జాగ్రత్త వినాలి okay two thousand twenty two so the date is already completed it does not have any relevance in the present times similarly article seven says people migrated from India to Pak later from Pak to India will also be given Indian citizenship అంటే we are very much focused towards the refugee protection because refugees at that time were unable to be identified who is a real Indian who is a real Pakistan so we given away the rights to them they can stay in India okay there are princely states which are also given an offer princely states అంటే స్వతంత్ర రాష్ట్రాలు స్వతంత్రంగా స్వతహాగా పరిపాలించుకునేటటువంటి ప్రాంతాలు అటువంటి ప్రాంతాలకు మనం ఒక అవకాశం ఇవ్వడం జరిగింది అవకాశం ఏంటంటే you can either join in to the vicinity of India you can join in to the vicinity of Pakistan or you can also remain independent మీరు స్వతంత్రంగా ఉండొచ్చు అటైనా పోవచ్చు ఇటైనా రావచ్చు అని చెప్పి మనం చెప్పడం జరిగింది and when we have given that opportunity Jammu Kashmir Junagadh and Hyderabad three of them have oppose which can actually be connected with this particular title particular title, clear and also another point that needs to be understand అప్పుడు ఉన్నటువంటి రిఫ్యూజీ క్రైసిస్ వేరు ఈరోజు మనం చూస్తున్నటువంటి రిఫ్యూజీ క్రైసిస్ వేరు అప్పుడు అప్పుడప్పుడే ఇండియా వాజ్ జస్ట్ బాండ్ baby at that moment yes or no nineteen forty eight forty nine అంటే ఇండియా అప్పుడప్పుడే పుట్టిన ఒక చిన్న పిల్ల కానీ రెండు వేల ఇరవై రెండులో కూడా రిఫ్యూజీ వలసదారుల సమస్య వస్తున్నదని అంటే it is not because of the partition but it is because of the interest towards India మన సరిహద్దు దేశాలన్నీ కూడా చూడండి ఒక్క చైనాని పక్కన పెడితే India is the developed country yes or no రేపు India versus Pakistan sorry Pakistan versus England final match ఉంది పొద్దున పేపర్లు ఏం రాశారంటే sixty percent of Indians are supporting Pakistan tomorrow అరవై శాతం భారతీయులు రేపటి మ్యాచ్లో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారట వై దాయాదులు కదా clear because anyways both of them are our enemies ఇద్దరు శత్రువుల్లో మంచి శత్రువు ఎవడని అంటే పాకిస్తాన్ ఓకే సో ఆ రకంగా tomorrow match is also they so nineteen forty eight time connect చేసుకోవాలి కనెక్ట్ చేసుకోవడంతో పాటు ఇప్పుడు that is all together interest towards India are getting the point Nepalis are coming to India Gurkhas they are also coming as refugees okay in Nepal there is a very important moment దాని పేరు ఏం పేరు అంటారు Kalapani. Clear? Kalapani dispute is ongoing because of the uh, Kali river. Okay, and also Madhesh's issue. Madhesh is, uh, is, another issue which can actually be connected with uh, Nepal. Uh, Tamilian issue with Sri Lanka. Tamilians are also coming towards Tamil Nadu state of India. Why did Rajiv Gandhi deny its support? Yesterday there was a verdict. రాజీవ్ గాంధీ నళినితో పాటు మిగిలిన అందరూ హత్య హంతకులుగా ఉన్న అందరినీ కూడా సుప్రీంకోర్టు విడుదల చేసింది Indian National Congress was giving a press conference by Jairam Ramesh ఏమనంటే Supreme Court is losing its hope okay Supreme Court పైన ఏదైతే హోప్ ఉన్నదో దాన్ని సుప్రీంకోర్టే పోగొట్టుకుంది మొన్న ఈడబ్ల్యూఎస్ e రిజర్వేషన్ నిన్న దీని పేరు పేరు రాజీవ్ గాంధీ అసాసినేషన్ సంబంధించి so everything has to be understood okay well be say please please friendly types friendly types friendly agreement ఉంది but illegal immigration is not accepted okay అక్రమ వలస అన్నది అంగీకరించాం మనం we are accepting legal immigration with passport and visa but passport and visa is not allowed for for Nepal Nepal ఏ ఒకే ఒక దేశం ఏంటంటే borderless state it's a borderless country neighbouring with India okay కానీ నేపాల్ నుండి కూడా వలస వచ్చిన వాళ్ళు అక్రమంగా వాళ్ళ గురించి definitely you can quote here అర్థమైంది అందరికీ so are you getting the point it can be connected with Rohingyas also Myanmar నుంచి వచ్చే రోహింగ్యాస్ని కూడా ఇక్కడ మీరు కనెక్ట్ చేయొచ్చు okay India population is already huge और बढ़ाते जा रहे हैं उसको ठीक है और we are trying to increase in illegal manner that needs to be understood okay అయితే I hope this can be managed by all of you okay ఒక్కసారి రీసెర్చ్ చేస్తే ఇది మేనేజ్ చేయగలుగుతారు Ha, see, we are just uh, focusing on introduction right now. Conclusion is a very different uh uh, uh, uh, lecture of mine. In conclusion, we will discuss because I'll give some chota chota tools which seem to be small tools, but while you practice, that becomes a big tool. Okay, I'll give it to you. Not only to you, but to everyone also. Universal Basic Income is another title, interesting title. uh, given to you. Universal basic income. Winner ఎప్పుడన్నా What is this? every citizen getting equal amount by the government. Ha ha ha. To make the basis necessary. Okay, okay. okay. You might have heard about per capita income. Okay, total national income by total population gives us per capita income. But that ca- will never be divided. Yes or no దాన్ని ఎప్పుడు మనం డివైడ్ చేయము అంతే కదా because rich are becoming more richer the poor are becoming more poorer. So the connect uh, technical connect connect has to be okay ఇక్కడ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే it is again for the economic upliftment okay universality అన్నది ఉండాలి ఫస్ట్ థింగ్ పిరియాడిక్ అన్నది ఉండాలి second thing this is also very very important not just universality universality అంటే అందరికీ ఈ ఈ ఈ ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఇన్కమ్ బేసిక్ ఇన్కమ్ ఓకే కానీ it should be also periodic ప్రతి నెలకు ఒకసారి ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అట్లా it should be periodic also what are the schemes that are brought by the government of India what are the schemes brought by government of Telangana in order to promote universal basic income పక్క రాష్ట్రంలో జగన్ చెప్తా ఉంటాడు ఎప్పుడు ఒక బటన్ నొక్కితే పైసలు వస్తాయి బటన్ నొక్కితే పైసలు వస్తాయి క్లియర్ బటన్ నొక్కడం అంటే ఆయన ల్యాప్టాప్లో ఎంటర్ కొడితే అన్ని డీబీటీ అయిపోతాయి direct benefit transfer clear all of you so ఇవి మీరు చూస్తే it is completely focusing on what direct benefit transfer what happens with DBT will eliminate the middle man middle మ్యాన్ని తొలగిస్తే no corruption no scope of corruption at all clear ఒక పేదవాడికి తన ఇంజనీరింగ్గా కింద ఇవాళ పని చేస్తే ఇవాళ ఐదు వందల రూపాయలు రావాలంటే entire five hundred rupees will be debited four ninety seven rupees రావాలంటే four ninety seven rupees will be debited so there is no middle man ఆ మిడిల్ మ్యాన్ అన్న వాళ్ళు ఎవరైతే దందా చేసేటోళ్ళు ఉంటారో వాళ్ళని తొలగించి we have come across with the connect between government and citizen of the country we are promoting what financial inclusion so మీ మొత్తం టైటిల్ కూడా దేని చుట్టూ తిరుగుతుంది financial inclusion universal basic income is this clear to all of you